hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates why not Kuppam why not Pulivendula ఏది సాధ్యం ఏది అసాధ్యం నాగార్జున కథానాయకుడిగా నటించిన శివ చిత్రంలో ఒక డైలాగ్ ఉంటుంది శివ శివ శివ ఎవడి శివ వంద లారీలతో జనాలను తీసుకెళ్లి వేసేయండి అని విలన్ చెబుతాడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా వైనాట్ వైనాట్ వైనాట్ అన్న పదమే వినపడుతోంది ప్రధాన పార్టీలైన YSR Congress Party why not one seventy five అంటోంది ప్రతిపక్ష తెలుగుదేశం వైనాట్ పులివెందల అంటోంది గత ఎన్నికలలో నూట యాభై ఒక్క సీట్లు గెలవగలిగినప్పుడు నూట డెబ్బై ఐదు సీట్లు ఎందుకు గెలవలేమని వచ్చే ఎన్నికలలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా పనితీరు ఉండాలని పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేశారు వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీపై పైచేయి సాధించడానికి ఆ పార్టీని ఆత్మరక్షణ ధోరణిలోకి నెట్టడానికి వైసీపీ ఎంచుకున్న slogan why not one seventy five దీనికి విరుగుడిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా వైనాట్ పాట పాడుతున్నారు వైనాట్ పులివెందుల పులివెందుల నియోజకవర్గంలో ఎందుకు గెలవలేమని చంద్రబాబు పార్టీ శ్రేణులను ప్రశ్నిస్తున్నారు తన సొంత నియోజకవర్గం కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తానని అలాగే పులివెందులలో కూడా టీడీపీ ఘన విజయం సాధిస్తుందని నెల్లూరు పర్యటనలో చంద్రబాబు చెప్పారు పులివెందులలో టీడీపీ గెలవడం అసాధ్యమని అలాగే కుప్పంలో చంద్రబాబు గెలుస్తారు కానీ లక్ష మెజారిటీ రాదని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఒక పార్టీపై మరో పార్టీ ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి పార్టీ నాయకులు కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఇరు పార్టీల అధినేతలు ఈ మార్గం ఎంచుకున్నారని వారు ఆడే మైండ్ గేమ్లో వైనాట్ అనే పదం ఒక పావు లాంటిదని అంటున్నారు